నొప్పి లేకుండా కేళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో పదిహేను నిమిషాల్లో చికిత్స అవీస్ హాస్పిటల్స్ అశ్వినియత్ గారు నమస్కారం నమస్కారం ఇన్నాళ్ళకి ముహూర్తం కుదిరిందండి మనం వన్ అండ్ హాఫ్ <laughs> ఇయర్స్ నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని సార్ ఈ మన ఇద్దరం ఎంతో ప్రియమిత్రులు మీరు అబ్జర్వ్ చేస్తే మూడు నాలుగు ఏళ్లలో నేను ఎక్కడ అసలు ఏ ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదండి కేవలం అన్న ఎన్టీఆర్ గారి కోసం ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో నేను ప్రతి ఛానల్లోనూ మాట్లాడాలి ఆయన గొప్పతనం గురించి ఆ దైవాంశ సంభూతుల గురించి చెప్పాలి అనే దాంతోనే మన ఈ మీటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం ఏదో సామెత చెప్పినట్టుగా చరిత్ర రాసిన గురించి చరిత్రకారుడు అంటారు చరిత్ర సృష్టిస్తే చరిత్ర పురుషుడు అంటారు యుగాన్ని శాసిస్తే యుగ పురుషుడు శకాన్ని తీర్చిదిద్దే శకపురుషుడు ఇలాంటి ఎన్నో గొప్ప పదాలు తెలుగులో మనం ఏమి తీసుకున్నా దానికి నిర్వచనం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి అనే పుస్తకాన్ని ముఖ చిత్రం తెలుగు ఆత్మగౌరవానికి శిలాశాసనం అన్న ఎన్టీఆర్ ఆయన చరిత్ర తిరగరాశారు అవును చరిత్ర తిరగరాశారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి చేసినప్పటికీ కూడా అంటే మీరు సినిమా రంగంలో ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు తీశారు నేను తీసింది రెండు సినిమాలు కానండి మేమిద్దరం కలిసి ఐదారు సంవత్సరాలు మా పరిచయం మా నడక ఎంత ఆరు సంవత్సరాలు పట్టింది నాకు ఆ రెండు సినిమాలు ప్లస్ జర్నీ నేను కూడా కావాలి తీసుకునే ఆయనతో ఎక్కువ రోజులు ఉండాలి అనే దాని మీద చేశాను సార్ అంటే మీకు ఆయనతో కలిసి చేసినటువంటి ప్రయాణంలో మర్చిపోలేని అనుభవాలు ఉన్నాయి చాలా సార్ ప్రతిరోజు మూడున్నర ఆయన రెడీ అయ్యి కిందకు వచ్చేదానికి మూడున్నర నాలంటాడు వెళ్తే నాలుగింటికి వెళ్ళేవాడిని నేను నేను నాలుగింటికి నాలుగింటి కానించి ఐదు ఐదున్నర వరకు ఆయన మేకప్ స్టార్ట్ చేస్తే ఐదు ఐదు బాగా మేకప్ స్టార్ట్ చేసి ఆరింటి ఆరున్నర వరకు డ్రెస్ చేసుకుని సిక్స్ థర్టీకి బయలుదేరి స్టూడియోకి వెళ్ళాను అప్పటి వరకు నాతో కూర్చుంది ఎన్నో విషయాలు ఎన్నో విశేషాలు రామాయణ మహాభారతులు అవనండి అసలు ఏంటి మన నడవడిక ఎలా ఉండాలి ఆ రాముడు ఏంటి శ్రీకృష్ణుడు ఏంటి ఇలా గొప్ప గొప్ప విషయాలు ఏనాడు ఇండస్ట్రీలో ఆ హీరో ఎలా ఉన్నాడు ఈ హీరో ఎలా ఉన్నాడు అది ఏంటి నెవ్వర్ నిన్న మొన్న ఎవరో ఏదో కామెంట్ చేశారంటే అని ఎవరని చెప్తే మన గురించి కామెంట్ చేయకపోతే రోడ్డు మీద వెళ్ళి రిక్షాడు గురించి కామెంట్ చేస్తాడా అనేవారు ఇంకెవరన్నా వచ్చి సార్ మీరు కొత్త డైరెక్టర్కి ఎవరికో అవకాశం ఇస్తున్నారు కదా ఆయనకి అసలు ఏమీ రాదండి కొద్ది ఇబ్బంది అవుతున్నాం కదా అని అంటే పిచ్చోడా మన ప్రయాణం సాగి ఇలా ఇలా ఇలా ఇలా వెళ్ళి ఎక్కడ ఆగుద్ది ఆకాశం లాగి కింద పడిపోద్దా జీవితంలో ఎప్పుడైనా ఇలా ఇలా ఇలా ఎత్తుపల్లాలు ఉండాలి ఉండాలి ఇలా వెళ్ళాలి ఇట్లాంటి దుకృతం ఇలాంటి మంచి మనసు మంచి మూడు రెండు రోజులు మూడు రోజులు వరుసగా మేము కనపడలేదు అనుకోండి నేను ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు ఏంటి ఫోన్ మీద ఫోన్లు వస్తూ ఉంటాయి అంటే మనుషులంటే అంత ప్రేమ ఒక ఉదాహరణ మీరేంటి ఉన్న అభిమానం నా ఏ నిర్మాతనైనా అలాగే చూసుకునేవాడు సార్ అంటే నేనంటే నేను ఇట్లా ఆఫీసు అంటే ఎంఎస్ రెడ్డి గారిని పిలిచారు ఆయన ఆ పూట అక్కడికి వస్తారు రాగానే రెడ్డి గారు మీ కళ్ళెదురుగా ఆఫీస్ మా వాడికి ఏర్పాటు చేసి మీరే కనిపెట్టుకుని ఉండాలి అని చెప్పి అట్లా ఉండేది సార్ రామారావు గారు నాగేశ్వరరావు గారు కూడా ఎన్నోసార్లు రెమ్యునరేషన్స్ ఎంత తీసుకోవాలనే దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుండేది ఎందుకంటే పంపిణీదారులు నష్టపోకూడదు పంపిణీదారులు ఇచ్చే డబ్బులతో మన వాళ్ళు సినిమాలు తీస్తున్నారు ఆ సినిమాలు తీయటానికి వాళ్ళ ఆస్తులు అన్నీ తాకట్లు పెడతారు రేపు పొద్దున ఆఖరికి తిరిగి కట్టాలి పొలాలన్నీ పోతాయి మన వల్ల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని నేను పది సినిమాలు తీస్తాను కాబట్టి పది నలభైలు తీసుకుంటాను ఆ రోజుల్లో లస్ట్లే కదా తమ్ముడు నాలుగు ఐదు సినిమాలు నాలుగు సినిమాలు తీస్తాడు కాబట్టి ఆయన అరవై డెబ్బై తీసుకోవచ్చు ఇలాంటి ఆలోచనలు ఉండేవారు సార్ అంటే ఆరోగ్యకరమైన అట్మాస్ఫియర్లో అంటే ప్రొడ్యూసర్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి చాలా ఆ విధానం రామారావు గారితో సో మీకు ఒక మర్చిపోలేనటువంటి అనుభవం ఏదని చెప్పండి ఆయనతోనండి ఆయనతోనా అంటే ఆయన అనుక్షణం వెనకమాల ఉన్నాడు అనే ధైర్యం నాకు ఉండేది సార్ ఆయన కూడా అలాగే ఉండేవారు షూటింగ్ కొన్ని కారణాల వల్ల అక్కడ ఎవరు లేట్గా వచ్చారు షూటింగ్ లేట్గా జరుగుతుందంటే ఆయన లేని షార్ట్లో కూడా అని అంటే ఆయన ఎదురుగా విజయ గార్డెన్స్లో ఆయన రికార్డింగ్లో ఉండి ఎందుకు లేట్ అవుతుంది దత్తి అని ఇబ్బంది పడుతున్నాడా అని అంటే అక్కడి నుంచి కారు తీసుకుని నా దగ్గరికి వచ్చేవారు తనే డ్రైవ్ చేసుకుంటా సెట్లకు వచ్చేవారు అంత ప్రతి క్షణం అలా కనిపెట్టుకుని ఉండేవారు స్వర్ణహిల్ ఊటీ వెళ్ళాం అప్పుడు అది ఆ సంవత్సరం మేలో ఊటీ వెళ్ళాం ఓకే కొద్ది రోజుల్లో ఆయనది యాభై రోజు పుట్టినరోజు వస్తుంది ఆయన ఊటీ ఎప్పుడు వెళ్ళినా ఆ వుడ్లాండ్స్ కానీ దాస్ ప్రకాష్ కానీ అక్కడ ఉండేవారు మేము వెళ్ళటం వెళ్ళటమే మేము రాఫ్గా పదిహేను పదహారు తారీఖులు వెళ్ళాము ఊటీకి మూడు పాటలు తీయటానికి డైరెక్ట్గా నేను మహారాజా గారి ప్యాలెస్ పెర్నహిల్ ప్యాలెస్కి కారు వెళ్తుంది ఏంటన్నా ఇటు వస్తున్నాం ఏంటి మనం ఇటేంటి అన్నాడు కారులో ఉండి ఏం లేదు సార్ రాజాగారి ప్యాలెస్ ఫెర్న్హిల్ని హోటల్గా కన్వర్ట్ చేశారు అది నిన్నే ఓపెన్ చేశారు మన కోసమే అన్నట్టుగా ఇప్పుడు మనం ఎందులో దిగుతున్నాం అన్న ఇందులో దిగుతున్నావా ఎందుకు అన్ని డబ్బులు ఎందుకు అంత వేస్ట్ చేస్తావు ఎందుకు అంత డబ్బులు వేస్ట్ అన్నారు అంటే కాదండి మీకు తగ్గ గౌరవం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి మనం రేపు పొద్దున మీ బర్త్డే కూడా రాబోతుంది ఇక్కడి నుంచి మీరు మద్రాస్ హైదరాబాద్ నుంచి మద్రాస్ నుంచి ఇక్కడికి ఇస్తే ఇక మీ ఫ్యూచర్ అంతా ఈ ఫెర్నీల్ ప్యాలెస్ రాజాగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అట్లా ప్రతి చిన్న విషయం వేస్ట్ కాకూడదు వేస్ట్ కాకూడదు వేస్ట్ కాకూడదు ఎవరి డబ్బైనా అది రామారావు గారిలో ఉండేది ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారిలో కూడా ఎక్కువ ఉండేది కోపం ఎక్కువ అంటారు రామారావు గారికి ఏమీ లేదు సార్ ఏమీ ఇసుక్కుంటాం రే యూజ్లెస్ ఫెలో అన్నారు అనుకోండి వాళ్ళ అసిస్టెంట్ని అది కోపం అని అనుకుంటారు ఏనాడన్నా ఏ సెట్లోనైనా ఆయన ఇదేంటి దీని ముందు డైలాగ్ ఏంటి దీని తర్వాత డైలాగ్ ఏంటి ఎవరు అని ఎప్పుడు అడగటం నేను చూడాల నేను నా కళ్ళతో చూడలేదు నేను ఆయన ఒక ముప్పై నలభై సినిమాలు షూటింగ్లు చూస్తూ ఉన్నాను నా ఏ సినిమాలు బ్రదర్ రెడీ అని చెప్పండి ఏం చెప్పాను ఓకేనా okay ready short ready brother ఇంకొకటి చేస్తాం బ్రదర్ మా సాటిస్ఫాక్షన్ కోసం టేక్ టేక్ ఓకే అయినా కూడా ఇంకొకటి చేస్తాం ఇది తప్ప పక్కాడు ఏం డైలాగ్ చెప్పాడు జగ్గగారు అలా చెప్తే ఎట్లా మరి నా క్యారెక్టర్ కదా ఇది ఇలాంటి ఎక్కడ వినపడలేదు చరిత్రలో మిగతా చాలాసార్లు ఉండేవి but he never he never Chiranjeevi గారితో కూడా మీరు సినిమాలు తీశారు కదా అవునండి ఎన్టీ రామారావు పర్సనాలిటీకి చిరంజీవి గారి పర్సనాలిటీకి ఎలా తేడా ఉంటుంది కంపారిజన్ ఏముంటుందండి ఆయన ఆ తరంలో నెక్స్ట్ క్రమేపీ రాబోయే జనరేషన్స్ అన్నిటినీ ఆయన నిర్మించాడు ఆయన చూసి ఇలా ఉండాలి హీరో అంటే అన్నగారిలాగా ఉండాలి అని నా నిన్నటి చిరంజీవి గారి వరకు కూడా అది మెయింటైన్ అయింది చిరంజీవి గారు కూడా అక్షరాల అదే మెయింటైన్ చేశారు రామారావు గారు కొన్ని విషయాల్లో అత్యంత గొప్ప వ్యక్తి అయితే చిరంజీవి గారు కూడా కొన్ని విషయాల్లో అత్యంత గొప్ప వ్యక్తి నేను రామారావు గారిని మేము దైవం వేషాలు వేశాడు కాబట్టి దైవం సంభూతులు అనుకుంటాం డిసిప్లిన్ అదే డిసిప్లిన్ చిరంజీవి గారిలో ఉంది గ్రేట్ అదొక శిఖరం ఇదొక శిఖరం మధ్యలో నాగేశ్వరరావు ఉండేవారు కృష్ణ సోహన్ బాబు గారు ఉండేవారు ఏదైనా కానీ సరే బాలకృష్ణ గారు వీళ్ళందరికంటే సీనియర్ హీరో ఆయన బాలలో నటుడిగానే చేశారు పెద్ద ఆయన దగ్గర ఆ తర్వాత నేను బాలయ్యను కూడా చూశాను ఏ రోజున మా నాన్నగారు రామారావు అని కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మా నాన్నగారు చీఫ్ మినిస్టర్ అని కానీ ఇలా ఎప్పుడూ లేరు చిరంజీవి గారు ఎంత కష్టపడేవారో బాలకృష్ణ గారు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడేవారు అది చూసిన తర్వాత నాగార్జున కానీ వెంకటేష్ కానీ మరి వీళ్ళు గోల్డ్ స్పూన్తో పుట్టినాడు కదా వీళ్ళు కూడా వాళ్ళంతా ఇలా టైమింగ్ మెయింటైన్ చేయాలి మా నాన్నగారు లాగా రామారావు లాగా వాళ్ళంతా ఇట్లా ఉండేవారు అన్నమాట అని ఆ డిసిప్లిన్ అక్కడి వరకు సాగిందండి సో ఈ విషయాల్లో Chiranjeevi garu also a great man మీ తరం పర్టికులర్గా మీరు పెద్ద ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు చేశారు కానీ మీ తర్వాత మీ పిల్లలు మీకంటే సక్సెస్ఫుల్ అని అంటే hmm. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సక్సెస్ఫుల్ అంటే ఏంటి అంటే ఎప్పుడు ప్రేమనగర్ విషయంలో నాగేశ్వరరావు గారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది నాగేశ్వరరావు గారి కంటే తమిళ్లో శివాజీ గణేషన్ గారు బాగా ఎక్కువ బాగా చేశారండి ఆ తర్వాత రాజేష్ ఖన్నా గారు కూడా చేశారంటే నాగేశ్వరరావు గారు మాట అన్నారట మీరు ఎక్కడో మ్యాగజైన్ వచ్చేది ఆయన నాకు చెప్పలేదు అడవిలో ముందు చెట్లు కొట్టి ఒక మట్టి రోడ్డు వేయటం ఫస్ట్ దాని మీద తార రోడ్డు అయినా వేయచ్చు సిమెంట్ రోడ్డు వేయచ్చు మా పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి వేరే అదర్గో అంటే మీరు చదువుకున్నారమ్మా అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేస్తారా లేకపోతే ఏమైనా బిజినెస్లు చేస్తారా ఏం చేస్తారంటే కాదు మాకు ఇదే ఇంట్రెస్ట్ అని మా రెండో పాప అయితే ఇందులో సంబంధించిందే ఎల్ఏలో లాస్ ఏంజల్స్లో యూసీఎల్ఏలో స్టూడియో ఆర్ట్స్ అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి దాని తర్వాత తను యూరప్ వెళ్ళి drawing in film and television అది జరిగింది స్వప్న బిజినెస్ మ్యాగ్నెట్ తను ఎంబీఏ చేసి సో వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ ఉందో స్వప్న ఒక రోజు వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది ఇంద్రా సినిమాకి అప్పుడు అమెరికా నుంచి గ్యాప్లో వచ్చింది వచ్చి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి డాడీ నేను దీని మీద ఒక చిన్న ట్రైలర్ కట్ చేయొచ్చా ఈ మ్యూజిక్తో అని ట్రైలర్ కట్ చేయటం ఆ పదాలన్నీ వాడుతుంది ఏంటో అని చూస్తే తీరా ఒక ట్రైలర్ మంచి ట్రైలర్ మ్యూజికల్ ట్రైలర్ చేసి ఇచ్చేయలేదు అప్పుడే నేను షాక్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే ఉంటారు ఈ ఇండస్ట్రీలో ఉంటారు సో వాళ్ళకి బిగినింగ్లోనే కొద్ది ఎదురు దెబ్బలు తగిలి మా లోకల్ టీవీ అని కానీ లేకపోతే లోకల్ టీవీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి లో స్వీటీ తీసిన ఒకటి రెండు సినిమాలు అవార్డు వచ్చింది ఒక సినిమాకి అలాంటివన్నీ ఎదురు దెబ్బలు నాగశ్విన్తో ఈ సినిమా మొదలు పెట్టాలి అన్నప్పుడు నేను వద్దన్నా వాళ్ళు పట్టుబట్టి రాఘవేంద్రరావు గారు కాదు కాదు నువ్వు తీయాల్సిందే అది ఆయన చెప్తే అంటే అది తీసాం ఎవడే సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి వాళ్ళకి టర్నింగ్ అండి అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు బాగా సక్సెస్ రేటు ఊరికినే వస్తుందని నేను అనుకోవట్లేదు సార్ రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు సార్ అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎక్కడో ఉంటుంది సార్ మా సినిమాలు వేరు ప్రమోషన్స్ కానీ ట్రైలర్స్ కానీ అవి చూస్తూ ఉంటే తర్వాత ఇద్దరికీ మ్యూజిక్లో మంచి టేస్ట్ ఉంటుంది స్వప్న అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సీన్లోనూ డైరెక్టర్తో కూర్చుని ఇన్వాల్వ్ అయ్యి రెడీ చేసుకుని షూటింగ్కి వెళ్తారు స్వీటీ కూడా అలాగే ఎడిటింగ్ సైడ్ వదిలిపెట్టుకున్నాడు స్వీటీకి ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే తన ఆర్ట్ డిపార్ట్మెంట్ చదువుకుని వచ్చింది మా సెట్లు పర్టికులర్గా మహానటి సెట్లు అన్నీ తనే అలాగే కాస్ట్యూమ్ సైడ్ స్వప్నకి చాలా ఇంట్రెస్ట్ అది అందుకని ఇవాళ both are so successful in their way నేనంటే నా రోజుల్లో మంచి బాగా మ్యూజిక్ ఉండాలనుకునేవాడిని పెద్ద పెద్ద సెట్లు వేద్దాం అనుకునేవాడిని మా కాస్ట్యూమ్స్ బాగుండాలనుకునేవాడిని అంతేగాని స్క్రీన్ ప్లే ఎలా ఉందో ఎయిటింగ్ రూమ్లు ఎలా ఉందో అవి నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఈ మూడు డిపార్ట్మెంట్లే చూసేవాడిని మా పిల్లలు ఇవాళ అన్నీ చూసుకుంటాను అంతే A to Z A to Z A to Z గట్ గారు ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడు బాధపడతాడు ప్రొడ్యూసర్ బాధపడతాడు టీం మొత్తం బాధపడుతుంది కానీ ప్రొడ్యూసర్ మాత్రం ఆర్థికంగా బాగా నష్టపోతాడు ఒక ప్రొడ్యూసర్గా మీ అనుభవం ఏంటి మీ మీరు ఎలా ఫీల్ అవుతారు దీనికి కారణం ఏమి లేదు సార్ మనం ఆ రోజుల్లో సినిమా తీసేటప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మేమే రిలీజ్ చేసుకునేవాళ్ళం పంపిణీ వ్యవస్థ ద్వారా మేము చేసుకునేవాళ్ళం ఆ రోజు అమ్మకాలు అవి ఏమి లేవు కాబట్టి ఆ రోజు ఎలా ఉండేదంటే ఇంపాక్ట్ ఆ రోజుల్లో ఒక సినిమా తీసిపోతే ఒక ప్రొడ్యూసరు ఆ కృష్ణా జిల్లాలో భూములు పొలాలు అలాగే గుంటూరు జిల్లాలో పొలాలు ఎంత కాస్ట్లీ నెల్లూరు జిల్లా పది ఎకరాలు పన్నెండు ఎకరాలు అమ్మేసి మళ్ళా మద్రాసు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉండేది ఇవన్నీ కళ్ళతో చూసిన వాళ్ళం కాబట్టి అది ఎప్పుడైనా అలా జరుగుతుందేమో అనే ఆలోచన వచ్చినప్పుడల్లా కొద్దిగా షాకింగ్గా ఉండేవాళ్ళం జాగ్రత్తగా ఉండేవాళ్ళం భయం భయం జాగ్రత్తగా ఉండేవాళ్ళం కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది కదా సార్ పది ప్యా ఆటలాడితే ఏ గేమ్లోనైనా రెండో మూడో గెలవగలుగుతాం ఒకటి పోయినా ఇబ్బంది అలాగే సక్సెస్ రేటు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒక పర్సంటేజ్లోనే ఉండేది ఆ పర్సంటేజ్లో కొంతమంది నిర్మాతలే నెగ్గుకు రాగలిగేవాళ్ళు కొంతమంది చాలామంది వెనక్కి వెళ్ళిపోయేవారు అందులో పర్టికులర్గా ఎవరైతే క్రమశిక్షణ ఉంటుందో పూర్తి ఏకాగ్రతతో అంటే విజయ ప్రొడక్షన్స్ కానీ ఒక ఎన్ఏటి కానీ లేదు కృష్ణ గారి సపోర్ట్ ఉన్న పద్మాలయ కానీ అలాంటి సంస్థలు కాకుండా ఇంకా చాలా ప్రొడ్యూసర్ అంటే వీళ్ళే అనేవాళ్ళలో దుక్పాటి రారు డివిఎస్ రాజు గారు మన రామానాయుడు గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా కొంతమంది ఉండేవారు మాలాంటి వాళ్ళు అందరూ ఆ రామారాయుడు గారు ఆడలాగా ఆ స్టేజ్లో ఉండాలి అని కోరుకునేవాళ్ళం కష్టపడేవాళ్ళం అది అదృష్టవంతులైన కొంతమందికి దక్కింది కొంతమంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు మీరు మీరు మొత్తం కెరియర్లో బాగా నష్టపోయింది ఇంకా చాలే అని ఎప్పుడైనా అనిపించిందా నాకు నేను కెరీర్లో రెండు మూడు ఎదురు దెబ్బలు తగిలినాయి అండి ఎదురు దెబ్బలు తగిలినా అలా మనమే తీయగలం అవుతా అని లేకపోతే నేను ఒక సినిమాలో దెబ్బతిన్నప్పుడు చిరంజీవి గారు మన కథ రెడీ చేయండి అన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పటం ఒక సినిమా నాగార్జున గారిది అయితే నేను వెంటనే మొదలుపెట్టేస్తాను ఎవరితో క్యాన్సిల్ చేస్తాను ఇలా ఉండేది అప్పట్లో రిలేషన్షిప్ అందుకని తెలిసేది కాదు మళ్ళా కింద మీద వెళ్ళి ఇచ్చేసాను ఇటీవల నాకు బాగా డిస్సాటిస్ఫై అయిన సినిమా ఇంకా అనవసరం మనకి ఇండస్ట్రీ కాకపోతే వయసు అంతా ఇక్కడే అయిపోయింది అని అనిపించింది శక్తి సినిమాలో అది ఏమైందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువైంది ఎక్కువైంది ఒక్క సినిమాలో ముప్పై రెండు కోట్లు పోవటం అంటే మామూలు పరిస్థితి బాగా ఇప్పుడు నేను అరవింద్ గారు కలిపి మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం ఉంది హిందీలో తీసాం కలకటా మెయిల్ అని అక్కడ కూడా ఈ డిసిప్లిన్ లేక ఎవరు ఎవరు ఆ హీరో హీరోయిన్లు అన్నారు మా ఇద్దరికి కలిపి పన్నెండు కోట్లు పోయింది చేరారు అయితే ఇద్దరం ఫామ్లో ఉన్నాం కాబట్టి నాకు చిరంజీవి గారితో నేను ఆయన పాటికి ఆయన ఏదో సినిమాలు మొదలుపెట్టాం కాబట్టి మాకు తెలియలేదు అప్పుడు ఈ ముప్పై రెండు కోట్లు అనేది నాకు చాలా షాకింగ్ అనిపించి నేను అందుకనే అసలు నాలుగైదు ఏళ్ల పాటు సినిమా తీయలేదు తీయాలని కూడా అనిపించలే ఈ లోపల పిల్లలు వచ్చి తీస్తానంటే అయిష్టంగానే ఒప్పుకున్నాను కానీ ఎంకరేజ్ తర్వాత ఎంకరేజ్ చేశాను వాళ్ళే మళ్ళీ అగైన్ టర్న్ చేశారు దత్ గారు ఒక డౌట్ వస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా మీరు రాజకీయ ప్రయాణం సాఫీగా నడవలేదు ఏంటి మీరు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు పాలిటిక్స్లోకి రావడానికి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రామారావు గారు ఎందుకు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చెన్నై నుంచి అని బాధపడినాడు తప్ప మాకు ఆయన అనుమానాలు వచ్చి ఇక్కడ రావాలని లేదు కాకపోతే ఎవ్రీ మంత్ టూ మంత్స్కి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మమ్మల్ని కనపడమనేవారు ఎందుకంటే మమ్మల్ని చూసి ఆనందపడుతుండేవారు నాతో అనేవారు మందరితో చెప్పేవారు అనవసరంగా మీ అందరినీ ఆ ఇండస్ట్రీని వదులుకుని బురద గుంటలోకి వచ్చానయ్యా అనేవారు అట్లా చెప్పేవారు సో ఆయనతో కూర్చుని ఆయనకి ఆ కౌర్లు ఈ కౌర్లు చెప్పి వెనక్కి మద్రాసు భాష వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను హైదరాబాద్ మేము అందరం ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత రెండు వేల ప్రాంతాలు రామారావు గారు తదనంతరం చంద్రబాబు గారు రీల్స్ తీసుకున్నప్పుడు రీల్స్ చంద్రబాబు గారు పడే కష్టం చంద్రబాబు గారి విజనరీ ఆయన క్లారిటీ ఏ హ్యాబిట్ లేకపోవటం రామారావు గారు లాగా పొద్దున్న తెల్లారుజామున నాలుగింటికి లేచి నైట్ పన్నెండింటి వరకు కష్టపడే తత్వం ఇది చూసి ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి క్రమశిక్షణ ఏమైనా సరే ఈయనతో కలిసి పనిచేయాలి ఈ నాయకత్వంలో పనిచేయాలి అని వచ్చితే దాన్ని చిరంజీవి గారు బాగా ఎంకరేజ్ చేశారు కరెక్ట్ కరెక్ట్ చారండి సార్ నేను కూడా చెప్తాను ఆయనే గారు ఆయన చంద్రబాబు గారికి చెప్పబట్టే నాకు విజయవాడ పార్లమెంటరీ సీట్ ఇచ్చారు నేను సో నాకు ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారే ఆయన చూసే వచ్చాను ఇవాళకి ఏకైక గొప్ప నాయకుడు ఆయనే అని నేను ఖచ్చితంగా నమ్ముతాను అది అయిపోయిన తర్వాత మనం అనుకున్న కోరిక తీరింది కంటెస్ట్ చేసాం పార్టీ మొత్తం అందరికీ అన్ని సీట్లు పోయినాయి కాబట్టి మనకు బాధపడాల్సిన పని లేదు కాకపోతే ఇక నుంచి నెక్స్ట్ ప్రతి ఎలక్షన్స్ అప్పుడు మనకు తోచిన విధంగా పబ్లిసిటీ చేద్దామని అనుకున్నా ఆ తర్వాత నెక్స్ట్ ఆ ఎలక్షన్ కాకుండా ఆ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి మా స్వప్నాడు కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి మాకు తోచిన విధంగా కొన్ని పబ్లిసిటీలు చేస్తాం ఇవాటికి చేస్తున్నాను రేపు ఎలక్షన్లో కూడా బాగా చేస్తాను ఇప్పుడు మీ ప్రయాణం కొనసాగుతుంది నా ప్రయాణం కొనసాగుతుంది బట్ ఏమీ ఆశించి కాదు నేను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయను నాకు ఏదైనా గౌరవ పదవులు ఇచ్చినా తీసుకోను ఆ గవర్నమెంట్ అక్కడ ఉంటుంది నేను హైదరాబాద్లో ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా కొద్ది కాలం అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోతే మళ్ళీ చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటాను తప్ప నేను సో ఆ వాటికి ఏం ఆశించను బట్ పనిచేస్తాను పార్టీ కోసం పనిచేస్తాను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు బాగానే చూసుకుంటారు కదా <laughs> చాలా బాగా బాగా చూసుకుంటారు కదా అంటే ఆయన ఆంతరంగికులు అంటాను చూసారా పార్టీ అది వదిలేయండి ఆయన రో రెండు రోజులకోసారో మూడు రోజులకోసారో నేను మాట్లాడాలి అనుకునే వాళ్ళ లిస్టులో నేనుంటా ఇంటికి రమ్మంటారు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అంటారు అక్కడ ఏం జరుగుతుంది ఆయన ఏం చేస్తున్నారో చెప్తారు నేను చిన్న ఉదాహరణ చెప్తా ఎలక్షన్స్లో ఓడిపోయాను అయిపోయింది పార్లమెంట్ సీటు పార్లమెంట్ సీటు అయిపోయింది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది ఐ థింక్ పది ఇరవై రోజుల తర్వాత మధ్యాహ్నం మూడింటికి సార్ మూడింటికల్లా మీటింగ్ అంటే మేము రమ్మన్నారు అన్నారు ఇప్పుడేం మీటింగ్ రా మూడింటికి మొన్నే కదా ఓడిపోయి అన్నీ అయిపోయి ఈసారి ఎందుకు పిలుస్తున్నారు అని వెళ్ళాను ఇట్లా చాలా సీరియస్గా ఒక పది మంది ఉన్నాం మొదలుపెట్టారు మొన్న పలాని టాటా ఇంత సంవత్సరం మొత్తానికి ఇంత ఆయన ఉన్న ఫండ్లో నుంచి ఆయన ప్రాఫిట్స్లో నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫండ్ ఇచ్చాడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఆయన తోచింది చేస్తున్నారు ఆయన ఇంకొక ఆయన రెండో ఆయన ఉన్నారు అట్లా ఒక పది పేర్లు చెప్పారు సార్ ఇది మనం ప్రజల్లో పబ్లిక్లో బాగా పబ్లిసిటైజ్ చేసి ప్రతి ఇండస్ట్రియలిస్టులు నాలుగు డబ్బులు సంపాదించిన వాళ్ళు ప్రతి వాళ్ళు సొసైటీకి ఏదో చేయటానికి డొనేట్ చేయాలి అనే స్కీమ్ మనం ప్రజల్లోకి తీసుకెళ్తే పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు నేను బగ్గున చేయి పెట్టుకుని నిన్న కాక మనం ఓడిపోయాం పది రోజులు రెస్ట్ అనేది తీసుకోవచ్చు కదా ఇప్పుడే వచ్చి పని మొదలుపెట్టాడేంటి ఇలా అలా ఉంటుంది సార్ ఆయన తత్వం అదే నాకు ముచ్చటేస్తుంది మీరు ఒక ఒక సీఎంని అంటే ఇప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు జానారెడ్డి గారు ఇండస్ట్రీకి వస్తు చేశారు అలాగే కాశీ బ్రహ్మాన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వీళ్ళలో ఎవరు ఎవరు ఎక్కువగా చేశారు ఇండస్ట్రీకి సినిమా రంగానికి సంబంధించినంత వరకు ఎవరి సేవలు చేస్తున్నారని మీరు సార్ ఫస్ట్ అలా చెప్పాల్సి వస్తే ఫస్ట్ పేరు చెన్నారెడ్డి గారిది ఆయన హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీ రావడానికి రావడానికి ఆయనే ముఖ్య కారకుడు నాగేశ్వరరావు గారిని ఆయన అడిగి నాగేశ్వరరావు గారిని ఇక్కడ పిలిపించుకుని ఆయనతో ఇక్కడ స్టూడియో అది ఇక్కడ సెటప్ చేసి అన్నపూర్ణ స్టూడియో కాకపోయినా ముందు నువ్వు ఇక్కడ ఉండి షూటింగ్లు చేయాలి అని ఆయనతో ఒప్పించి చేసి ఆయన ఫస్ట్ పర్సన్ ఆ తర్వాత ఇండస్ట్రీ వచ్చింది ఇక్కడికి ఏదో జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ బతుకుతారని ఆ తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా ఎంతో కొంత చేశారు బట్ ఫస్ట్ మ్యాన్ చంద్రరెడ్డి గారు నెక్స్ట్ బ్రహ్మానంద రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు కూడా రామారావు గారి టైంలో ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఫేవరబుల్గా ఉండేవారు వాళ్ళు ఇద్దరు మెయిన్ అని చెప్పాలి సార్ ఆ తర్వాత రామారావు గారు వచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇక Chandrababu Naidu garu very close to the industry Rama Rao ఎవరన్నా ఇండస్ట్రీ ఏ హీరో వెళ్ళాలన్నా రామారావు అల్లుడు మన ఫ్యామిలీయే కదా అనే చొరవతో వెళ్ళేవారు నిర్మాతలైనా ఎవరైనా అది సినిమా ఇండస్ట్రీ మీద చంద్రబాబు నాయుడు గారి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది ఆయన కూడా ఇది నా సొంత ఇండస్ట్రీ మా మామ మా మామగారు వదిలేని ఇండస్ట్రీ వీళ్ళకి ఏ లోటు లేకుండా చూడాలి ఎప్పటికప్పుడు ఏ స్కీమ్స్ కావాలి మీకు ఏం కావాలి అని అడిగి చేశారు సార్ మీరు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తారు మీరు అందరూ మనం చూస్తూనే ఉన్నాం కదండి పేపర్లు కానీ అయ్యారు కానీ ఇండస్ట్రీ పరంగా మరి అర్ధంతరంగా రేట్లు తగ్గిస్తానన్నారు మళ్ళా ఎవరో నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళి అడిగితే అర్థంతరంగా చాలా హై లెవెల్కి పెంచారు తర్వాత ఆ పదవుల్లో ఫిలిం ఇండస్ట్రీని కోఆర్డినేట్ చేసుకుందాం అనేది నాకు ఎక్కడ ఆయన కమిట్మెంట్ కనిపించలేదు ఫిల్మ్ ఇండస్ట్రీది ఏముంది ఇక్కడ ఇక్కడ ఏం వాళ్ళేమో ఇక్కడేమో సినిమాలు తీస్తున్నారా సినిమాలు తీసేదంతా హైదరాబాద్లోను వాళ్ళు కట్టే జిఎస్టీలు అవన్నీ అక్కడికే ఉన్నాయి అని ఏదో ఆ వింగ్లో ఏదో డిస్కషన్ ఉండేది ఆయన ఎప్పుడు ఇటువైపు చూసి కాన్సన్ట్రేట్ చేసిన ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు అంటే ఇప్పుడు చిరంజీవి గారిని కొంచెం దగ్గర తీసుకున్నట్టుగా అనిపిస్తుంది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నాకు అంత దగ్గరగా తీసుకున్నాడని కూడా నాకేం తెలియలేదండి ఒకసారి పిలవడం పిలవటం అందరినీ పిలిచారు కదా సార్ చిరంజీవి గారే అందరినీ తీసుకెళ్ళినట్టున్నారు నాగార్జున వెళ్ళాడు మహేష్ వెళ్ళాడు తర్వాత ప్రభాస్ వెళ్ళాడు ఫిల్ ఏదైనా ఒక చీఫ్ మినిస్టర్ని వెళ్ళి హీరోలు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ కలవటం అనేది అనాదిగా వచ్చిన మంచి సాంప్రదాయం కొన్ని ఎవరు అధికారంలో ఉన్నా కానీ వెళ్తారు కదా వెళ్ళి మర్యాదలు చేసి ఇస్తారు ఇక్కడంటే ఏమయ్యేదంటే హైదరాబాద్లో ఉండేది ఇండస్ట్రీ గవర్నమెంట్ హైదరాబాద్లో ఉండేది ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా తలుపు తీసుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళటానికి దానికి చూసి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు ఈ లోపల ఆయన కూడా first five four months five months ఎవరిని అలౌ చేసినట్టు లేరు ఆయనే కుదురుకుని ఆయన ఏదో ఆయన సంక్షేమ పథకాలకే తప్ప వీళ్ళు ఎవరిని పలకరించినట్టు లేదు అందుకని లేట్గానే వెళ్ళారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతంత మాత్రంగానే ఉంటుంది బట్ ఏముంది ఇప్పుడు ఆ ట్యాక్సేషను వెనక నుంచి వచ్చే ట్యాక్సేషన్ కంటిన్యూ అవుతుంది అది కొత్తగా ఏం చేసింది లేదు చేయకుండా అడ్డం పడింది లేదు సో చాలా చాలా విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకోసారి మీరు మాకు కొత్త ప్రాజెక్టులు వీటి గురించి ఏదైనా విషయాలు చెప్పాలి మీరు వద్దన్నారు కాబట్టి నేను అడగలేదు తప్పకుండా ప్రాజెక్ట్ కే గురించి అది జనవరి ట్వంటీ ఫోర్ కాబట్టి నవంబర్ డిసెంబర్లో దాని ప్రమోషన్ స్టార్ట్ కాకముందు దాని గురించి మీకు ఒక్కడికే ముందు చెప్తాను thank you thank you because మన ఫ్రెండ్షిప్ అలాంటిది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ